దేవుడు దండం పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళు ఇప్పుడు కుదరదే ఆఫీస్ నుంచి వచ్చాక పెట్టుకుంటాను ఇప్పటికే ఇల్లు షిఫ్టింగ్ పేరు చెప్పి వారం రోజులు సెలవు పెట్టాను ఈ రోజు నాకు కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే ఎలా చెప్పు ఇక్కడ నేను దేవుడు దండం పెట్టుకుంటూ కూర్చుంటే ఆఫీస్కి వెళ్ళాక బాస్కి సాష్టాంగ నమస్కారం చేయాలి ఆగాగాగు బొట్టు పెట్టుకుని ఉండు మన కొత్త ఇంటి నుంచి ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే మంచిదని నీకు దండం పెడతాను తల్లి ముందే గేట్ తీవే ప్లీజ్ Ah! కదే నేను ఏ ఆటోలోనే బస్సులో వెళ్ళిపోతాలే మరి అందుకే దేవుడికి దండం పెట్టుకోమనేది ఇలాంటి అడ్డంకులు ఏమి రాకూడదనే గోల్ నీదే నేను చెప్పింది ఎప్పుడన్నావు హ్యాపీయా అందరి దేవుళ్ళకి దండం పెట్టుకున్నాను చెంపలు వాచి పెట్టి లెంపలేసుకున్నాను పద నాకు టైం అవుతుంది రా ఇప్పుడు స్టార్ట్ చేసి చూడు నువ్వు స్టార్ట్ చేయి ఈ లోపు నా ఆఫీస్కి వెళ్ళొస్తా ఆగాగా నేను ఎదురు చేదస్తం పెరిగిపోయింది నీకు. తు, తు, తు, ఆఫీస్ తు. ఆ, ఆఫీస్కి వెళ్తే నాలాగా హుషారుగా ఉండాలి కానీ ఏంట్రా మాడుముఖం అవును పొద్దున మా ఆవిడ సన్ని స్టార్ట్ అవ్వకపోతే నీ బైక్ బ్లేక్ తో స్టార్ట్ చేయించమని నేను తీసుకెళ్ళా చూసావా ఆఫీస్ నుంచి వచ్చాక చూస్తాను ఏ కంపెనీ అయినా పైకి రావాలంటే క్రమశిక్షణ చాలా అవసరం అందరూ టైంకి రావాలి అందరూ ప్రతి చిన్న విషయంలో శ్రద్ధ తీసుకోవాలి అప్పుడే ఎవరైనా పైకి రాగలరు మనం ఎందులోనైనా కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వం కంపెనీ పైకి వస్తేనే మనం పైకి వస్తాం మనం పైకి వస్తేనే కంపెనీ పైకి వస్తుంది ఇవన్నీ జరగాలంటే first we should know the value of time and how to qualitatively use it వీళ్ళెవ్వరికీ ఈ విషయం అర్థమై చావడం లేదు ఎవరొచ్చినా నా రూమ్కి రమ్మని చెప్పు గుడ్ మార్నింగ్ సార్ నువ్వేనా కొత్తగా జాయిన్ అయిన ఆఫీస్ అసిస్టెంట్వి అవును సార్ నా రూమ్కి రా సరే సార్ నువ్వు ఈ ఆఫీస్లో చేరి రెండు రోజులైంది రైట్ రాంగ్ సార్ మూడు రోజులైంది పోన్లేవయ్యా మూడు రోజులు నేనేం చేయమని చెప్పాను నేను అంటే నేను ఆఫీస్ కొత్త కాబట్టి వెంటనే అసైన్మెంట్ ఇచ్చినా చేయలేను కదా సార్ అందుకని ఊరికి నేను కూర్చొని అబ్జర్వ్ చేయమన్నారు సార్ ఏం మరేం అబ్జర్వ్ చేసావు ఏమనుకోరు కదా సార్ ఏమనుకుంటానికి ఏముంది ఇందులో నేనే కదా చెప్పింది అబ్జర్వ్ చేయమని చెప్పు మన రిసెప్షనిస్ట్ స్వప్న ఉంది కదా సార్ మొన్నేమో పింక్ కలర్ షిఫాన్ శారీ కట్టుకొచ్చింది సార్ నిన్నేమో బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పోల పోల సిల్క్ శారీ కట్టుకొచ్చింది సార్ ఈ రోజు ఇంకా రాలేదు సార్ ఏ చీర కట్టుకొస్తుందో చూడాలి సార్ నెయిల్ పాలిష్ మాత్రం అన్నిటికీ మ్యాచింగ్ వేసుకొస్తుంది సార్ సూపర్ సార్ కానీ మన ఈ అమ్మాయి ఉంది కదా సార్ గీత అమ్మాయిది అంత మంచి టేస్ట్ కాదు సార్ అంత మంచి శారీస్ కట్టదు సార్ కానీ షో ఎక్కువ చేస్తాం సార్ ఇక అకౌంటెంట్ స్వామినాథన్ గురించి చెప్పాలంటే సార్ అబో సార్ అరగంటకోసారి చిటికినేలు ముక్కులో పెట్టి ఇలా రివ్యూ చెప్తుంటారు సార్ అబ్బో స్టాప్ ఇట్ నేను అబ్జర్వ్ చేయమంది ఆఫీస్ వర్క్ గురించి అయ్యా భలే దొరకరయ్యా మీరందరూ నా ప్రాణానికి నన్ను ఫాలో అయ్యి నేర్చుకో నిన్నే కాదు మొత్తం అందరినీ సెటరేట్ చేస్తాను ఈ పాటకు వచ్చి ఉంటారు పదా ఈవిడ రాదు ఈవి డ్రెస్ అయ్యి మేకప్ అయ్యి వచ్చేసరికి నేను ఇంటికి వెళ్ళాలి డ్రెస్సుల మీద ఉన్న శ్రద్ధ ఆఫీస్ వర్క్ మీద చూపెడితే ఏనాడో బాగుపడును నిన్న డిక్టేట్ చేసిన లెటర్ డ్రాప్ చేసావా చేశాను సార్ వెరీ గుడ్ రెండే typing mistake thank you sir ఆగు రెండో సెంటెన్స్ చదవనాయి మొత్తం ఇరవై టైపింగ్ మిస్టేక్స్ వీడియో గేమ్స్ ఆడటం కాదు టైపింగ్ చేయటం నేర్చుకో నువ్వేంటి నాకు తోకవా అది కాదు సార్ మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు కదా అని ఫాలో అవ్వమన్నది నా వర్కింగ్ స్టైల్ నన్ను కాదు అలా నిల్చో స్వామినాథన్ సార్ రమేష్ నీ పక్కన కూర్చోబెట్టుకుని అన్ని నేర్పించు అలాగే సార్ అన్ని నేర్పించబట్టే ముక్కులో వేలెట్టుకుని తిప్పడం కాదు అన్ని విడమర్చి చెప్పాల్సి వస్తుంది ఓకే సార్ ఇప్పుడే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది చీచీ వీటికి మాత్రం ఏం తక్కువ లేదు నువ్వేసారి నా రూమ్కి రా అలాగే సార్ ఈ అమృతరావు మాత్రం ఎప్పటికీ బాగుపడ్డావు ఏంటి సార్ ఇవన్నీ చిత్తు కాగితాలా పాత పేపర్లో వాడికి అమ్మేమంటారా చిత్తు కాగితాలా కనపడుతున్నాయి నీకు పెండింగ్ ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ ఇవి ఇన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయా సార్ మరి నువ్వు ఆఫీస్కి రోజు లేట్గా వచ్చి టీలు కాఫీలు తాగుతూ కూర్చుంటే పెండింగ్ ఫైల్స్ కాక ఇంకేముంటాయి మరి నేను రోజు ఆఫీస్కి లేట్గా రావట్లేదు సార్ ఈ రోజు లేట్ అయింది మరి రోజు ఎవరు లేట్గా వస్తున్నారు అమృతరావు సార్ అమృతరావా అవును సార్ అయితే ఇవన్నీ తీసుకుని వెళ్ళి బూజు దులిపి అతను వచ్చిన తర్వాత నా క్యాబిన్ తాగలడమని చెప్పు అలాగే సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు రోజు లేటుగా వస్తున్నారని బాస్కి ఎవరో చెప్పినట్టున్నారండి మీ మీద చాలా మండిపడుతున్నారు మీరు వచ్చిన వెంటనే అర్జెంటుగా కలవమన్నారు ఆయన్ని నా గురించి బాస్ కంప్లైంట్ చేసిన అడ్డగాడి ఎవరు నేను కదండి ఇదే డౌటే లేదు ఇప్పుడు ఈ ఉడతలు పట్టే బాస్ ఏ మూడ్లో ఉన్నాడు కర్మరా బాబు రా బాబు రా నీకోసం ఎదురు చూస్తున్నాను రా రామ్మా కూర్చో థ్యాంక్ యూ సార్ అయ్యిందా బాబు నీ హంగామా ఇప్పటికే ఇల్లు షిఫ్టింగ్ పేరు చెప్పి వారం రోజులు మింగేశావు పైగా ఇప్పుడు లేటు కొత్త ఏరియా కదా సార్ కొంచెం దారి కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం కాదు బాగా కన్ఫ్యూజ్ అయ్యావు ఇప్పటికే గంట లేట్ అయ్యావు అసిస్టెంట్ మేనేజర్ అయ్యి ఉండి నువ్వే ఎలాగొస్తే ఎలాగయ్యా ఇక్కడ నుంచి కరెక్ట్ దారిలో వస్తాను సార్ లేట్ రాను నేను చెప్తుంది దారి గురించి కాదు టైం టైం గురించి అదే సార్ దారి బాగుంటేనే కదా టైం బాగుంటుంది చాలా బాగుంది నీ ఫిలాసఫీ ఇది చేతల్లో చూపెడితే మనం ఎక్కడో ఉంటాం సరే గాని నువ్వు వెంటనే గొడవనికి వెళ్ళి మన స్టాక్ పొజిషన్ ఏంటో చూసిరా ఒక్క ప్యాకెట్ కాదు కదా ఒక్క బిస్కెట్ తేడా వచ్చినా సరే సేల్స్ ట్యాక్స్ వాళ్ళు మన తాట ఒలిచేస్తారు <laughs> క్రితం సంవత్సరం వాళ్ళ వల్లే కదా సార్ ఏకంగా మీ ఉద్యోగానికి అసలు వచ్చింది ఇప్పుడు అదంత అవసరమా చెప్పింది చేయొచ్చు కదా సార్ ఎవరు మధుమతిట మీకోసం వచ్చారు మధుమత పేరు బాగుందే ఎవరబ్బా ఏమో సార్ మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలట సరే పంపించు ఓకే సార్ మీరు వెళ్ళండి చెప్పండమ్మా ఏయ్ what is this nonsense lawyer గారు పోలీస్ కేసు పెట్టండి నేను మీద బాబోయ్ ఇదేంటి ఈవిడ చూడ ఇదే ఫస్ట్ టైం నేను నేను కూడా ఈ విధమని చూడటం ఇదే ఫస్ట్ టైం చెప్పానా ఈవిడెవరో నాకు తెలియదని చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియదంటావేంటి ఇది ఎక్కడ కూడా అసలు ఏమైంది మీరైనా చెప్పండి లాయర్ గారు కాస్త వివరంగాని మీరేం కంగారు పడకండి ఆవిడంతా చెప్తుంది కదా మా రోజు పొద్దున్న నుంచి మియా మియా అంటూ మరుగుతోంది ఓహో అయితే మీ అమ్మాయి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట అమ్మాయి ఏంటి రోజీ మా పెట్ ఓహో పెట్టా పిల్లి మ్యామ్ మ్యామ్ అంటుంది కానీ బెకబెకమంటుంది ఏంటండి కప్పలాగా పిల్లని ఎవరన్నారు అది మా కుక్క అరే ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం కుక్క కూడా మిమిక్రీ చేస్తుందా అయితే మీరు గిన్నిస్ బుక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చామా నాలుగు పీకడానికి వచ్చాం ఏంటి నా ఆఫీస్కి వచ్చి నన్నే తంతాన్ని బెదిరిస్తావా నాలుగు పీకడం అంటే తనడం కాదా బాబు నాలుగు పాయింట్లు పీకడం నీ మీద కేసేయడానికి ఏంటి నా మీద కేసా ఎందుకు నన్ను అన్యాయం చేసినందుకు నిన్ను అన్యాయం చేయడం అంటావేంటి తల్లి మా రోజుకి అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా ఇవాళ మీ కంపెనీ బిస్కెట్ తిని అది పిల్లిలా మ్యా మ్యా అంటోంది అంటే మీరు బిస్కెట్లు బాగా రుచిగా ఉన్నాయని కొంచెం ఎక్కువ మోతాదులో తినిపించుంటారు ఎంత మోతాదులో తింటే మాత్రం కుక్క పిల్లిలా అరవటం ఏంటండి మీ నుండి డ్యామేజెస్ ఎందుకు క్లెయిమ్ చేయకూడదు అడగడానికి వచ్చాను మాట్లాడరే లాయర్ గారు హలో చెప్పు రంగయ్య ఏంటి మన రోజే మామూలుగానే మురుగుతుందా ఇదిగో ఈసారి ఆ దరిద్ర బిస్కెట్లు దానికి పెట్టకు ఆ ఉంటాను చూసారా అదేదో టెంపరీ ఎఫెక్ట్ అయి ఉంటుంది దానికే మీరు ఇలా కంగారు పడి వచ్చేసారు టెంపరీ అయితే పర్వాలేదు మళ్ళీ మ్యామ్ మ్యామ్ అంటే మాత్రం నీ పని పడతాను ఏం లాయర్ గారు అవునవును ఈసారి నాలుగు పీకుదాం కూడా ఏంట్రా నువ్వు పీకేది లోకంలో దేనికైనా గడ్డి కరిచే వాళ్ళని చూశాను కానీ ఇలా కుక్క బిస్కెట్లు తిన్న వాళ్ళు నిన్నే చూశాను రా చిచ్చే ఏంటి గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు కుక్క బిస్కెట్లు పెడతావా చూడు నిన్నేం చేస్తాను ఏంట్రా ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నారంటే పోలీసులు పిలుస్తాను పండే మురళి ఇవన్నీ క్లియర్ చేయి ఈ ప్యాకెట్లు కూడా గొడవను పంపేయి ఆగు ఇదొకటి ఏసీటీ ఏసిటివ్ గారా నేనెవరైతే లేండి మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని ఫోన్ చేశానండి చాలా పెద్ద కేసు అండి అబ్బో చాలా పెద్ద ఎత్తున బ్లాక్ చేస్తున్నారండి కుక్క బిస్కెట్లండి అడ్రస్సా రాసుకోండి భౌభౌ డాక్ బిస్కెట్స్ ప్రశాంత్ నగర్